ప్రభైన క్రీస్తు అన్నమ్మములు అందరికీ వందనాలు ప్రియులారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు చూడండి ఆయన వాక్యాన్ని ప్రతి ఉదయకాలమున మనకిస్తూ ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా ఆయన ప్రేమను మరి ఇంకా తెలుసుకోవటానికి ఆయన కృపను కనికరం పొందుకోవటానికి మనము ఖచ్చితంగా ఈ వాక్యములను వీక్షించాలి ధ్యానించాలి ప్రతిరోజు ప్రియులారా ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కృపావాక్యమును మనం మత్తి మత్తిస్వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను చదువుకుందాం దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ప్రిలార్ ఇక్కడ లేఖనంలో ఉన్నాడు యేసుప్రవారు ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రిలార్ ఎందుకంటే మరి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధమైన నీతి కలిగిన భక్తి కలిగిన జీవితం ఏ విధంగా జీవించాలో మనకు నేర్పించడానికి ఈ రీతిగా అనేక విషయాల్ని ప్రభువారు మనకి ప్రతి విషయాన్ని రాసి ఉంచారు దేవునికి మహిమ ప్రియులారా మరి ఇక్కడ ఏం తెలియజేస్తామన్నాడంటే నిజంగా మనకి ఈ శరీరంలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి మనకు అందరికీ తెలిసిన విషయం జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనది కన్ను ఎందుకంటే ఈ కన్ను లేకపోతే ప్రపంచం అంతా అంధత్వమే ఏం జరుగుతుందో మనం చూడలేం దేవుడు చూ చేసిన ఈ గొప్ప సృష్టిని మనం చూడాలంటే ఈ కన్ను ద్వారానే కాబట్టి ఈ కన్నును మనం పవిత్రంగా ఉంచుకోవాలి ప్రియులారా పవిత్రంగా ఉంచుకోవాలంటే ఏ విధంగా ఉంచుకోవాలి ప్రభారు ఈ లోకానంలో మనం చూసినప్పుడు ఆయన ప్రజలందరిని చూసినప్పుడు లేని గొర్రెల వలె విసికి చెదరిపోయున్నారు అని వారి మీద కనికరంతో చెలించిపోయాడు ప్రజలను చూసినప్పుడు మనకు కనికరం రావాలి ప్రేమ కలగాలి ద్వేషం కాదు కామం కాదు ప్రియులారా మరి మనిషి చెల్లిపోయేది ఎక్కడంటే కామపు చూపులతోనే కాబట్టి అలాంటి చెడ్డ చూపులు మత్సరం అంటారు చెడ్డ కళ్ళు మత్సరం అంటే చెడ్డ కళ్ళు ఈర్ష్యతో చూస్తాం కొంతమందిని వారు బాగుపడుతుంటే తట్టుకోలేం అది మనకే చేటు వారికి కాదు కొంతమంది అందంగా కనిపిస్తే వారిని చూడాలనిపిస్తుంది అది చెడ్డ మనస్సు ప్రియమైన దేవుని పెట్టారు వీటి ద్వారా మనము చెడిపోతాం మన మనసులు చెడిపోతాయి మన జీవితాలు పాడైపోతాయి కుటుంబాలు పాడైపోతాయి ప్రియులారు అలాంటిది మనం కలిగి ఉండకూడదు ఎందుకంటే ఈ యొక్క దేహము దేవుడిచ్చింది ఆయన ఆలయం ఇది ఆయన ఆలయం పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని చెప్పాడు కాబట్టి ఆయన ఆలయాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలి కానీ పవిత్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి మన కంటిని మనం ఫస్ట్ పవిత్రంగా ఉంచుకోవాలి ఒక నిబంధన చేసుకోవాలి భక్తుడైన యోగు నిబంధన చేసుకున్నాడు తన కంటితో కన్యకను నేను ఎలాగో చూచుదును అంటున్నాడు ఏ చూపుతో చెడ్డ చూపుతో కామపు చూపుతో కాబట్టి తన కంటికి నిబంధన చేసుకున్నాడు మనం కూడా మన కంటికి నిబంధన చేసుకోవాలి ప్రభు నమ్మిన తదుపరి ప్రార్థన చేస్తూ మన కంటిని పవిత్రమైన చూపులతో జాలి కలిగిన ప్రేమ కలిగిన చూపులు దయచేయ ప్రభు అని మనం ప్రార్థించాలి దేవుని సహాయం కోరాలి అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ చెడు చూపు నుండి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ప్రియులారా దావీదును మనం చూస్తాం భక్తుడు నేను గొప్ప భక్తుడు ఆయన ఒకనొక సమయం యుద్ధకాల సమయంలో ఆయన ఏం చేశాడు మేడ మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక స్నానం చేస్తున్న స్త్రీ కనిపించింది ఆయనకి చూశాడు మరి కళ్ళతో చూడటమే కదా చూశారు ఆమెను తెచ్చుకున్నాడు పాపం చేశాడు ఒక భక్తుడు చేసిన పని అది చేయాల్సింది కాదు కానీ కళ్ళు చెడగొట్టినాయి ఆయన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ప్రిలార్ తద్వారా దాని ద్వారా వచ్చినటువంటి అపాయములు ఎన్నో ఉరియా చని తన భర్త చనిపోయాడు అపాయం జరిగింది దావీదు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు దేవుడిచ్చిన రక్షణానందాన్ని పాడు చేసుకున్నాడు దుఃఖము వేదన తద్వారా తన కుటుంబానికి కలిగిన కీడు ఏంటో తెలుసా ప్రియులరా మా పిల్లలందరూ చాలామంది ఆయన్ని వ్యతిరేకించారు ఆయనతో యుద్ధం చేశారు వారి జీవితకాలం యుద్ధాలే జరిగినాయి ప్రియులరా పాపం అంతా కుటుంబాన్ని ఏలింది బికాస్ ఆఫ్ కంటిని కంట్రోల్ పెట్టుకోకపోవటం వల్ల జరిగిన కీడు కాబట్టి ప్రియులరా మరి మన దేహము దీపం అది దీపం లాంటిది లైట్ కాబట్టి మన దేహానికి ఆ లైట్ని మనం పాడు చేసే వరకు మన దేహం అంతా చీకటి అయిపోతుంది కాబట్టి కంటిని కంట్రోల్ పెట్టుకుందాం పవిత్రమైన చూపులు చూద్దాం దేవుని సహాయం అడుగుదాం దేవుడు మనల్ని ఆ రీతిగా పవిత్రపరిచి బలపరచును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీరు చెప్పిన ఎంత గొప్ప మాటలు మధురమైనవి స్వామి వందనాలయ్యా నిజంగా మా కంటి ద్వారా చెడు చూపులు చూసినప్పుడు మేము అభద్రపరచబడతాం అంతేకాదు అది పాపానికి దారి తీస్తుంది ప్రభు మీ కొందనాలు దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కని నేను లేఖనము చెబుతుంది ప్రభు కాబట్టి దురాశ నుంచి తొలగించబడి పవిత్రతలోకి నీతిలో యథార్థతలోకి మేము నడుచున్నట్లు నీ కృపావాక్యములను ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం ప్రభా ఈరోజు ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచండి తండ్రి భక్తుడైన యో తన కంటితో నిబంధన చేసుకున్నట్లు మేము కూడా నిబంధన చేసుకున్నాడు కృప చూపించి మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధనం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మను సవసిక చైర్మన్కును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడయండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రియులారా దేవుడు మీ అందరిని దీవించునుగాక విన్ను విన్నుచున్నటువంటి వాక్యాలని మరి అందరికీ షేర్ చేయాలంటే ఈ యొక్క ఛానల్ని ఇస్నాపూర్ గ్రేస్ చర్చ్ ఈ ఛానల్ని మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి అనేక మందికి షేర్ చేయాలి అప్పుడే మనం కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అవుతాం దేవుడు మీ అందరిని దీవించను గాక గాడ్ బ్లెస్ యు ఆల్